సూర్యాపేట జిల్లా కోదాడ అరవై ఐదవ జాతీయ రహదారిపై మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద రాజధాని బస్సులో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా బస్సు దగ్ధం అరవై ఐదవ జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు స్కూటీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీ బస్సు దగ్ధమయ్యాయి మియాపూర్ డిపో బస్సుగా గుర్తించారు కిలోమీటర్లు దాటినాక ఇక్కడ సడన్గా పొలంలో నుంచి ఒక ఆయన బండి మీద వచ్చింది బండి మీద వస్తే దాన్ని డ్రైవర్ గుద్దేసి గుద్దినాక చక్రాల కింద పడి మొత్తం బండి జంప్ అయింది అటు ఇటు జంప్ అయినాక మేము గట్టిగా వచ్చినాం ప్రయాణికులు అందరం గట్టిగా వచ్చినాం గట్టిగా వచ్చిన తర్వాత డ్రైవర్ బ్రేక్ వేసిండు బ్రేక్ వేసిన తోటే ఎంబడే మంటలు వేసినాయి మంటలు వేసినాక మేము సడన్గా దిగేసినాం ఏం ప్రమాదం లేదు అందరం బాగానే ఉన్నాం అయినాక మేము కింది దిగినాక మొత్తం మంటలు వేసినాం మంటలు వేసి అన్ని పేలిపోవడము ట్యాంక్ వేలిపోయింది పెద్ద శబ్దాలు అవి వచ్చి అందరం సేఫ్గానే ఉన్నాం ఎవరికి